అమృతరావు ఏంటండి ఆంజనేయులేడి ఈ మ్యాట్నీ షోకో చెక్కేసి ఉంటాడు ఇదిగో ఇది చూసావా కుక్కట్పల్లిలో ఎగ్జిబిషన్ సాయంత్రం అలా సరదాగా వెళ్ళొద్దాం వస్తావా ఇంకా ఎగ్జిబిషన్లు సర్కస్లు ఏమిటండి చిన్నపిల్లలాగా నువ్వెప్పుడు చూడక అలా అంటున్నావు అసలు ఎంటర్టైన్మెంట్ అంటేనే అది ఎగ్జిబిషన్లో ఉంటుంది తెలుసా ఆయన మేము చూసేవాళ్ళండి రంగు నాట్లలో ఉంటాయి ఇప్పుడైనా నాకు ఇంట్రెస్ట్ లేదు ఇన్కమ్ వచ్చేలా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటుందా అంటే జాక్ పాట్ కొట్టే ఆటలు కొన్ని ఉంటాయి అసలు నేను పెద్ద రింగ్ మాస్టర్ని తెలుసా ఇది ఈ రింగ్ అసలు రింగ్ మాస్టర్ అనేవాడు సర్కస్ లో ఉంటాడు కదండి అబ్బా ఆ రింగ్ మాస్టర్ కాదు ఈ రింగ్ మాస్టర్ నేను గురి చూసి రింగ్ విసిరానంటే టింగున ప్రైజ్ మీద పడాల్సిందే అబ్బా అంత కళ ఉందా మీలో ఆ మరేమనుకున్నావు నేను కళా పారంగతుండి తెలుసా ఏమిటి చతుష్ట్రష్ట ప్రదాభావమా నీకు అసలు నోరే తిరిగి చావదు దాని అర్థం నేను అరవై నాలుగు కళ్ళలో నిష్ణాతుండని ఇంకేం కళలు దాగున్నాయి మహానుభావ మీ కాదు బాణలు సాయంత్రం ఎగ్జిబిషన్లో చూపిస్తా నేను టికెట్లు తీసుకుంటాను నువ్వు బండి పార్టీ అలాగే నేను టికెట్లు తీసుకుంటాను అలాగే నేను టికెట్లు తీసుకుంటాను అలాగే అంటుంటాను కోర్టు బంట్రోతులు అలాగే అలాగే అంటావిటి పనులు షేర్ చేసుకోవాలి నువ్వు డబ్బులు నేను టికెట్లు తీస్తాను అది అది విషయం ఇప్పుడు వెళ్ళి బండి పార్క్ చేస్తున్నా అన్నీ చెప్పాలి Wow. చిన్నపిల్లల కౌంటర్ అక్కడ అక్కడ ఒకటి ఉంది అక్కడికి వెళ్ళి తీసుకోండి అదిగో అక్కడ వెళ్ళండి వెళ్ళవయ్యా ఫోర్ టికెట్స్ ప్లీజ్ ఏడు సంవత్సరాల పిల్లలకు మాత్రమే మూడు రూపాయలు మీరు అక్కడ ఐదు రూపాయలు కౌంటర్ దగ్గర తీసుకోవాలి ఆ కౌంటర్ దగ్గర తీసుకోమంటున్నాడు రా పదండి రా అక్కడే తీసుకుందాం పదండి పదండి ఏయ్ ఎక్కడికి దూరుతున్నారు మా ప్లేసులకి ఆ క్యూ బిలో సెవెన్ ఇయర్స్ పిల్లలకి అంట అయితే వెనక్కెళ్ళండి నో ఇందాక ఇక్కడే నుంచున్నా ఇప్పుడు గారు ఇక్కడే నుంచుంటా అదేం కుదరదు ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా ప్లేస్ పోయినట్టే వెనకెళ్ళి నిలబండా అంకుల్ మేము ఇక్కడ నుంచి వచ్చా షూర్ రండి నుంచోండి వెనకంటే నా వెనక్ కాదు ఇంకా వెనక్కి అక్కడికి వెళ్ళి నిలబండి నీ ముందు నుంచుంటే నీ ఇష్టం కానీ నీ వెనకాల నుంచుంటే నీకేంటి సంబంధం ఓ Hey, don't push. Okay, okay. ఏ డోంట్ పుష్ సారీ సార్ చెప్పినా మాటి మాటికి పుష్ చేస్తూ ఉన్నాడు సారీ చే అసలు ఈ జనరేషన్ కుర్రాళ్ళకి డిసిప్లినే లేదు two tickets please don't push చెప్తే అర్థం కదా మీకు హలో సార్ మీ చైన్ మర్చిపోయారు <laughs> <laughs> ఫ్యాషన్ బాగుంది <laughs> ఇదెంత టెన్ రూపీస్ పది రూపాయలా ఇదెంత ఇది ten rupees ten hello brother డబ్బులు ఇచ్చేలు డబ్బులా దేనికి మీ వాడు ఈ పువ్వును దింపి ఇక్కడ పడేసి పారిపోయాడు ఒక్క పని చెయ్యి అమృత నువ్వు రండి సార్ టొరటో ఎక్కండి చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది టికెట్ పది రూపాయలే రండి సార్ నేనా సార్ మీరు ఎప్పుడు జీవితంలో థ్రిల్ లేదంటుంటారుగా పది రూపాయలు ఇవ్వండి ఎక్కండి థ్రిల్లే థ్రిల్లు ఇవన్నీ నాకెందుకయ్యా అయినా నా చిన్నప్పుడే చూసాను ఇవన్నీ అంతగా థ్రిల్ కావాలంటే నువ్వే ఆకచ్చు కదా నేనా అభే మనకి స్పీడ్ ఎక్కడ చల్లుతండి వర్కౌట్ అవదు ఎంతకంటే భీకరమైన భీకరమైనది ఏమైనా ఉంటే చూద్దాం <laughs> నడు రండి సార్ రోలర్ కోస్టర్ ఎక్కండి ఇది ఎలా వెళ్తుంది జెట్ స్పీడ్ వేగంతో తిరుగుతుంది జెట్ ఫ్లైట్లో వెళ్ళినంత థ్రిల్లింగ్గా ఉంటుంది రండి మీరు ఎక్కండి <laughs> ఇది నేను పోయిన పుష్కరానికే ఎక్కేశాను నీకు ఎగ్జైటింగ్గా గా ఉంటుంది నువ్వు ఎక్కువ అబ్బాయి మా ఇచ్చు ఆయన భయపడుతున్నట్టున్నారు మీరు రండి సార్ అంటే ఇది ముందే ఎక్కితే అన్ని చూసే అవకాశాలు ఉండవు పోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అంచేత మొత్తం ఒకసారి చూశాక లాస్ట్లో ఎక్కితే బాగుంటుంది అనుకుంటాను వస్తాను <laughs> ఏటి ఎక్కేవా అబ్బో ఎక్కేగా బ్రహ్మాణం చాలా తొందరగా వచ్చావే అంటే అంటే స్పీడ్ రౌండ్ కనుక స్పీడ్ వచ్చేసాను స్పీడ్ మీకు దమ్ముంటే మీ మూతి మీద ఉండవు నిజమైతే మీకు లక్ష రూపాయలు పందెం కాసే సత్తా ఉంటే ఛాలెంజ్ చేయండి నేను దీన్ని ఎక్కుతాను ఇదా తొంభై తొమ్మిది వేలు ఇయ్యి నేనే ఎక్కుతాను బాబు ట్రా మేమిద్దరం ఇది ఎక్కితే రిస్కే ఉండదు కదా దున్నపోతులో ఉన్నారు పసిపిల్లలు ఎక్కి దిగుతారా సిగ్గు లేకుండానే <laughs> పంది వేసాం పందుమా గడిది గుడ్డ ఇంకొకసారి కానీ దీన్ని టచ్ చేశారంటే మీరు నాకు కట్టాల్సి ఉంటుంది లక్ష రూపాయలు అమృతం ఇతంతో మనకెందుకు కానీ ఇదిగో ఈ రిస్క్ గేమ్స్ మనకొద్దు కానీ స్కిల్ గేమ్స్ ఆడదాం అక్కడ స్టాల్స్ నడు <laughs> నేను ముందు పట్టుకున్నాను అరే నేను ముందు పట్టుకుంటే కాదు నేను ముందు నేను ముందు పట్టుకున్నాను నేను పట్టుకున్నానంటే ఏంటండి వీళ్ళు మహా జిట్టు గ్యాంగ్ ఇదిగో ఇది ఇలా తయారవడానికి కారణం వీళ్ళే వాడికి గన్ షూటింగ్ అంటే ఇష్టం అండి అంటే మాకేమైనా కష్టమైనా మీ ఫీలింగ్ మీ మొహాలు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది మమ్మల్ని అంత మాట అంటారా గూటికి పిల్లలు ఆడుకునే వాళ్ళకి మీకు గన్ షూటింగ్ ఏమిటే ఒక్కసారి వదిలితే మేమేంటో మా పవర్ ఏంటో చూపిస్తాం గురి తక్కువ ఎదవలారా మమ్మల్ని అవమానిస్తారా బుర్ర తక్కువగా మాట్లాడకుండా దమ్ముంటే మాతో పోటీకి రండి పందెపు గుర్రాల రిచ్చిపోతున్న ఈ పిల్లకాకులకి సరైన గుణపాఠం నేర్పాలి అమృతం అదంత పని పందెమేమిటి ఊడిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి పాటి ఇవ్వాలి ఈ ఒక్క దాంట్లోనే కాదు ఎగ్జిబిషన్ లో ఉన్న మొత్తం అన్ని స్టాల్స్ లోని పార్టిసిపేట్ చేయాలి ఓకే డన్ రెడీ గంటే ha ha ha ha కూర్చోడు <laughs> గట్టిగా దండం పెట్టుకో Huh. ఇంకా మీ టర్న్ అయింది నాకు ఇవ్వండి ఆ నువ్వు పేల్చువా చూద్దాం దీంట్లో సరే రింగు దగ్గరికి వెళ్దాం పదండి పదండి బాబు ఏమిటిది ఐదు రూపాయలకి మూడు రింగులు అండి మీరు విసిన రింగు ఏ వస్తువు మీద అయితే కరెక్ట్గా పడిందో ఆ వస్తువు మీది అచ్చా రైట్ రెడీ ఆగా ఇందాక నీ గురి చూసాం కదా ఈ రింగు మాస్టర్ ఇక్కడ ఉండగా ఇంకా నీకు రింగులతో తప్పనేటి బాస్ జాగ్రత్తగా వేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఓడిపోకూడదు చూడు నా గురి జాగ్రత్తగా వేయండి వన్ Yeah! <laughs> బాస్ ఒకే ఒక సువర్ణ అవకాశం ఆఖరి రింగు ఆఖరి రాస్తా జాగ్రత్త చూసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వేయండి పెద్ద రింగు మాస్టర్ పోజు కొట్టారు కేవలం ఒకటి ఒక్కటి వేయలేకపోయారు ఏం చేయరు ఈ చిరిగిన చేయి నా ఏకాగ్రతం దెబ్బతీస్తుంది ఇప్పుడు మేమేస్తాం మీరు కొంచెం తప్పుకుంటారా ఆ, ఏయ్ రింగ్సీ బాబు సబ్బులు నెగ్గానే సంబడం కాదు అవతల ఇంకో స్టాల్ ఉంది అవి పెట్టి తర్వాత రాసుకుందరు కానీ రండి ఆ, ఏంటయ్యా ఇది ఒకే అగ్గిపుల్లతో పది క్యాండిల్ ముట్టిస్తే వంద రూపాయలు బహుమతి ముందు నేను నేను ముందు అంటిస్తా అంటించా మాత్రం మేము వెలిగించగలం ఇలా ఎగిపెట్టి తప్పగా come on come on one two three come on come on yeah come on yes just four come on come on sorry boss కాస్త ఎగ్జైట్మెంట్ ఎక్కువయ్యి గెలవాల్సిన వాళ్ళు చేయి కాల్చుకున్నావు చే అయినా సరే నెక్స్ట్ స్టాల్స్ లో చూసుకుందాం పడే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు ఈ టోరా టోరా ఎక్కడానికి ఎవడైనా సరే టారుకోవాల్సిందే పిల్లలు అస్సలు ఎక్కలేరు మనం ఇది ఎక్కి తిరిగేసామనుకో మనం గెలిచినట్టే <laughs> అవును మన ఇద్దరు ఎవరు గెలిచినా గెలిచినట్టే <laughs> ఏం కోటు రెడీయా ఎక్కడానికే ఒరే నువ్వు ఎక్కుతావా అయ్య బాబా నాకు భయం నాకు భయమే. మనం పిల్లలని భయపడి ఎక్కవని ఇక్కడ తీసుకొని వచ్చారు ఇప్పుడు ఎలా రా ఏం పర్వాలేదురా దీనికంటే ఫాస్ట్గా ఇంకా రెండు రైడ్స్ ఉన్నాయి ఈ రెండు వదిలేసి మూడో దాంట్లో ఎలా వెళ్తే ధైర్యం చేసి ఎక్కుదాం ఎస్ అప్పుడు మనమే గెలుస్తాం సో ఇది ఎక్కక్కర్లా మేము ఎక్కం చూసావా నేను చెప్పినట్టే జరిగింది పిల్లలు భయపడ్డారు ఇంక నువ్వు వెక్కి తిరిగితే మనం గెలిచినట్టే ఎవరు నేనా లేకపోతే నేనా అవును మీరే మీకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉందిగా మీరే ఎక్కండి నేను ఎక్కను ఆ, అమృతం అది అసలు నా బరువు ఆగుతుందంటావా నువ్వే ఎక్కాలి అంటే నేను మీకంటే తక్కువ ఉన్నానా ఆ, అటు చూడు బాస్ బాస్ Ugh. మేమే అంకుల్ మొహన్ చూస్తుంటే బాగా మాడిపోయినట్టుంది మా గెలుపు చూసి మీ కళ్ళు మసకేసి అలా కనపడుతుంది ఛే పదామృతం <laughs> రండా నెక్స్ట్ ఇదే నువ్వు ఎక్కాల్సింది మళ్ళీ ఇదేమిటండి ఇదే రోలర్ కోస్టర్ నువ్వెక్కకపోతే ఇంకెవరు ఎక్కుతారు అన్ని నువ్వెక్కాలి అదేమిటండి మీకు అన్ని థ్రిల్లింగ్ అంటారుగా మీరే ఎక్కండి అబ్బా అమృతం వంతులు వేసుకుంటే ఎలా అమృతం మీరు ఎక్కుతారా చూసావా వాళ్ళు ఎక్కమంటున్నారు ఓ పని చేద్దాం ఒకరికొకరం తోడుగా నువ్వు నేను ఎక్కుదాం దా మీరు వస్తారా <laughs> దా అమృతం రా ఎక్కు <laughs> మీరెక్కండి నువ్వెక్కవయ్యా నువ్వెక్కితే గా ఉంటుంది అటుపక్క <laughs> నమ్మొచ్చా నన్ను నమ్మ అమృతం ఎక్కు నేను కూడా ఎక్కుతున్నాను చూడు అమృతం గట్టిగా కళ్ళు మూసుకో భయం తోట స్టార్ట్ అవుతుందా బెస్ట్ ఆఫ్ లాక్ సేమ్ మీరు కూడా కళ్ళు మూసుకోండి బాస్ మీరు కూడా గట్టిగా కళ్ళు మూసుకోండి బాస్ బాస్ బాస్ బాకింత ద్రోహం చేస్తారు బా Ah! బాస్ ఎక్కినట్టే ఎక్కి దూకేసి నన్ను మోసం చేస్తారా ఏం చేయను అమృతం సడన్ గా దాహం వేసింది మంచినీళ్ళు తాగొద్దాం అనుకునే లోపల స్టార్ట్ చేస్తాడు వీడికి మరీ తొందర ఎక్కువ <laughs> రా <laughs> అమృతం ఇంకీ జైంట్ వీల్ ఎక్కేసావంటే మనం ఎక్కేసినట్టే జైంట్ వీలా నో నేను ఎక్కను మీరు నన్ను మోసం చేయలేరు నేను ఓడిపోయినా పర్వాలేదు మీరెక్కండి నేను ఎక్కరు అలా అంటే ఎలా అమృతం పిల్లలు మీరు ఎక్కగలరా చూసావా వాళ్ళు ఎక్కమంటున్నారు మన ఇద్దరు ఎక్కేద్దాం నేను ఎక్కను మీ కోపకుండా మీరు ఎక్కండి చూడండి ఒక్కసారి ఈ ఒక్కసారి అలా పైకి వెళ్ళి కిందకి రండి నేను నేను దగ్గర ఉండి బటన్ ఆఫ్ చేస్తాను మనం నెగ్గుతాం ఒక్క రౌండ్ తిరిగితే చాలా చాలు అంతే బాస్ రెడీయా అమృతం ఒక్క రౌండే ఓన్లీ వన్ మెల్లిగా నొక్కు జాగ్రత్త అయ్య బాబాయ్ ఇదెందుకు స్టార్ట్ చేశారు సార్ ఏ ఇది ఇంతకు ముందే రిపేర్కి వచ్చింది ఆఫ్ చేసామండి బాబు ఇది ఒకసారి స్టార్ట్ చేశారంటే ఆగదు ఒక్కోసారి స్లోగా తిరుగుతుంది ఒకసారి గా తిరుగుతుంది మరి అయితే పవర్ ఆఫ్ చేయాలి లేదా టెక్నీషియన్ అయినా రావాలి పవర్ ఆఫ్ చేయండి పవర్ ఆఫ్ చేస్తే ఎగ్జిబిషన్ అంతా పవర్ పోతుంది మరి టెక్నీషియన్ పిలిపించండి ఆయన కోసమే చూస్తున్నాం బాంబే నుంచి రేపు ఉదయానికి రాడు అవునా బాస్ బాస్ మీరెక్కడున్నారు బాస్ బాస్ టోటల్ లా అబ్బా అబ్బా అమృతరావు టెక్నీషియన్ ఏడి ఫ్లైట్ మిస్ అయిందని రైల్లో బయలుదేరాడట అంటే సాయంత్రానికి గాని రాడా సారీ బాస్ ట్రాక్ కోసారని రైలు ఆపేశారట ఎల్లుండి గాని రాడు అంటే ఇంకా రెండు రోజులు ఎలాగే తిరగాల